అవసరం కాదు ప్లీజ్ మీ ఇయర్ పెట్టుకొని మాత్రం చూడండి మచ్చో ఇండియా కప్పు గెలిచిందిరా అవును బాలు మరి బెట్టేచ్చిన వారా బెట్టేయలేరా దేంట్లో వేయాలి అర్థమైతలే వన్ ఎక్స్ బెట్ యాప్ లా క్రికెట్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ ఇంకా ఈ స్పోర్ట్స్ మీద బెట్టేసి మనీ విన్ కావచ్చు అవునా మచ్చా నువ్వు హానెస్ట్ గా బెట్టేస్తే హానెస్ట్ గా మనీ విన్ అవుతావురా మనీ ఇట్లా విత్డ్రా చేసుకోవాలరా సింపుల్ రా Paytm PhonePe Google pay లో మనీ ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు లింక్ సెండ్ చేయమచ్చా డౌన్లోడ్ చేసుకుంటా లింక్ ప్రోమో కోడ్ కమెంట్ లో పిన్ చేసిన డౌన్లోడ్ చేసుకో నా సబ్స్క్రైబర్స్ కి హండ్రెడ్ డాలర్స్ ఫస్ట్ డిపాజిట్ అవుతాయి ఓకే మచ్చా అరే ఆగం ఏం చేస్తున్నావురా టీవీ చూస్తున్నా బా కథలు దింగకు సుల్లిగా నల్లది గుద్దలు దింతా లంజడక పది నిమిషాలు ఇంటికి రాలేదు గుద్దబలు దింతా ఏంటి బా అర్జెంట్గా అమ్మన్నావు న్యూస్ చూడరా ఆగం న్యూస్కి స్వాగతం టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్న తెలంగాణ సర్కార్ ఇంటర్ సప్లిమెంటరీలు కూడా పాస్ చేస్తున్న తెలంగాణ సర్కార్ నెక్స్ట్ మండే ఇంకా బీటెక్ విషయానికి వస్తే మీరేమని వేసుకోండి ముడ్డ మీరైతే ఎగ్జామ్ అయితే పక్క రాయాలి ట్వీట్ చేస్తే ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవుతాయి పోస్ట్ చేస్తే ఇదవుతుంది అదవుతుంది అంటే ఏం కాదు ఎగ్జామ్ అయితే పక్కా రాయాలి కరోనా వచ్చిపోతే మీరు కరోనా వచ్చిపోయినా ముడ్డ వచ్చిపోయిన ఎగ్జామ్ అయితే పక్కా రాయాలి అరే బ్లాక్ అండ్ వైట్ మిమ్మల్ని రా మీరు గుద్ద మూసుకొని ఎగ్జామ్ రాయండి అర్థమవుతుందా లంజడక నామూల నేను గుద్ద మూసుకొని పని చేసుకుంటుంటే నువ్వు లవడగా వచ్చి బాగా ట్వీట్ చేయి బాగా ఇన్స్టాలో పోస్ట్ చేయి బాగా వాట్సాప్లో షేర్ చేయను గుద్దల్లం చేసి లాస్ట్కి ఎగ్జామ్ రాసుడేంద్రా నేను ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చేసినామా సరే ఓకే ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చేసినావు మరి మొన్న ఏం చేసినావు గుర్తుందారా నీకు అరే ఆగం కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తుండ్రా ఫీ కట్టు కట్టని గుద్దలం చేస్తుండ్రు ఏం చేయాలరా ముద్దల కాలేజ్ బా గవర్నమెంటే బీచ్ తత్వేది ఇస్తా అన్నప్పుడు కాలేజ్తో మనకు పని అయితే బా అంతే అంటావా ఇచ్చి పడదంగా మొద్ద ఏం కాదు నేను ఉన్నాగా హలో ఆత్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం చెప్పురా బాబు నీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆ చెప్పు ఆన్లైన్ క్లాసెస్కి అట్లేంటి బాబు నువ్వు లింగేశులుగా నేను రాను జోన్ వస్తుందిరా అంటే ఇట్రా ఇట్రా అంటావు సార్ మమ్మల్ని కాదు సార్ చెప్పండి సార్ ఇంకా నువ్వు కాలేజ్ ఫీ కూడా కట్టాలి ఎంత major project fee eight thousand rupees right right right right రా exam fee fifteen hundred rupees చెట్టనుకలు ఉన్నాడు ఆ లంజోడుకుని ఆ లంజోడుకుని చెట్టనుకలు ఉన్నాడు స్కోప్ బెట్ రా ఆ స్కోప్ బెట్టు library late fee thirty six rupees అరే బండ్ల పోతుంది బండ్ల పోతుంది బాంబేరా బాంబేరా బాంబేరా సుల్లిగానికి బాంబే